ఏమేమి ఉన్నాయి ఇందులో ఎన్ని చీరలు ఉన్నాయి ఒకటే ఉంది బిస్కెట్ ప్యాకెట్స్ కూడా కొనుక్కున్నా ఇచ్చారు మనం మధ్యాహ్నం ఇస్తాంలే ఇందులో మందులు కూడా వాడుకుంటున్నావా ఇది సరిపోయింది నీకు తాళం కూడా ఉంది ఓకే సర్లేదు ఈ ఎన్ని చీరలు ఉన్నాయి మొత్తం సుమారు చాలా ఓకే సరిపోతుంది కదా మీకు ఇప్పుడు మళ్ళీ ఈసారి క్రిస్మస్ అప్పుడు అంటే నేను ఏర్పాటు చేస్తాను మీకు కావాల్సిన